అందరికీ నమస్కారాలు వెల్కమ్ టు దివ్య సంజీవిని ఈరోజు మనం అరవై సంవత్సరాలు పైబడిన వారు చేయవలసిన ఆసనాలు ప్రాణాయామాల గురించి నేర్చుకున్నాము అంతకంటే ముందు అసలు మనం ఒక్కసారి మన తాతల్ని ముత్తాతల్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఎనభై ఐదు తొంభై సంవత్సరాల్లో కూడా ఎంత దృఢంగా ఆరోగ్యంగా ఉండేవారు కానీ ఈరోజు రేపు మనం చూస్తూనే ఉంటాము అరవై సంవత్సరాల్లోనే జీవితం అంతా అయిపోయినట్లు అసలు ఆ అరవై సంవత్సరాల వరకు డబ్బు సంపాదిస్తారో లేకుంటే పేరు సంపాదిస్తారో ఆ దేవుడు ఎరుకో కానీ శరీరం నిండా రోగాలు మాత్రం గ్యారంటీగా సంపాదిస్తున్నారండి దానికి కారణము శారీరక శ్రమ లేకపోవటము మరియు మనం ఉదయం లేచినప్పటి నుంచి తినే ఆహారంలో తాగే నీటిలో పీల్చే గాలిలో అంత కాలుష్యమయం రసాయనాలమయం దాంతో శరీరం అంతా రోగాలమయం అవుతుందండి సో ఈ సమస్యలను చెక్ పెట్టడానికి దివ్య సంజీవిని నుంచి మేము మంచి సీక్వెన్సీ తయారు చేయడం జరిగిందండి ఈ సీక్వెన్సీలో అరవై సంవత్సరాల పైబడిన వారు చేయవలసిన ఆసనాలు ప్రాణాయామాల గురించి మనం ఈరోజు నేర్చుకుందాము ఆసనాల్లో ఒక పదే పద ఆసనాలు ప్రాణాయామాలు మాత్రం రెండే రెండు ప్రాణాయామాలు ఇవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే మీరు మిగతా అరవై సంవత్సరాల తర్వాత ఏవైతే మిగతా జీవితం ఉంటుందో అది ఆయు ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము సో ఆ సీక్వెన్సీ ఎలా చేయాలో మనం స్టార్ట్ చేద్దాం ముందుగా మీరు చాలామంది అరవై సంవత్సరాల తర్వాత చాలామందికి బోన్స్ అరిగిపోవటము నెక్స్ట్ బ్యాక్ పెయిన్ రావటము హై బీపీ ఉండటము డయాబెటీస్ ఉండటము థైరాయిడ్ ప్రాబ్లము ఇలా అనేక రకాల అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉంటారు చాలామందిని డాక్టర్స్ చెప్తూ ఉంటారు కింద కూర్చోవద్దు కింద కూర్చుంటే నడు నొప్పి ఎక్కువ అవుతుంది మోకాలు నొప్పి ఎక్కువ అవుతుంది సో ఇప్పుడు మనం నేర్చుకోబోయే సిరీస్ అనేది బెడ్ పైన కూడా కూర్చొని మంచం పైన కూడా కూర్చొని మనం ఈజీగా చేసుకోవచ్చండి ముందుగా ఫస్ట్ నెక్ ఎక్సర్సైజ్ చేయాలి రెండు చేతులు చిన్ముద్రలో పెట్టుకొని మెల్లిగా ఫస్ట్ మెల్లిగా శ్వాసను పీల్చుకోవాలి శ్వాస వదులుతూ మెల్లిగా రైట్ సైడ్ బెండ్ చేయాలి శ్వాస పీల్చుకుంటూ సెంటర్ శ్వాస వదులుతూ లెఫ్ట్ సైడ్ శ్వాస పీల్చుకుంటూ సెంటర్ శ్వాస వదులుతూ రైట్ సైడ్ శ్వాస పీల్చుకుంటూ సెంటర్ శ్వాస వదులుతూ లెఫ్ట్ సైడ్ శ్వాస పీల్చుకుంటూ సెంటర్ ఈ విధంగా counting one two centre three left side four centre ఈ విధంగా ట్వెల్వ్ కౌంట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెక్ ఎక్సర్సైజ్లో అప్ అండ్ డౌన్ అండి హెడ్ శ్వాసను బాగా పీల్చుకోవాలి పీల్చుకుంటూ తల పైకి రేస్ చేసుకుని పైకి చూడాలి శ్వాస వదులుతూ కిందికి దించాలి నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు తలను మొత్తం కిందికి దించరాదు మామూలుగా పెట్టేసేయాలి మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ పైకి కౌంటింగ్ వన్ కిందికి వదులుతూ డౌన్ టూ ఇద ఈ విధంగా టెన్ కౌంట్ చేయాలండి నెక్స్ట్ థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ట్విస్టింగ్ ఎక్సర్సైజ్ మెల్లిగా శ్వాస పీల్చుకొని శ్వాస వదులుతూ మెల్లిగా నెక్ని రైట్ సైడ్ టర్న్ చేయాలి మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ సెంటర్ శ్వాస వదులుతూ లెఫ్ట్ సైడ్ శ్వాస పీల్చుకుంటూ సెంటర్ శ్వాస వదులుతూ రైట్ సాయి శ్వాస పీల్చుకుంటూ సెంటర్ శ్వాస వదులుతూ లెఫ్ట్ సాయ్ శ్వాస పీల్చుకుంటూ సెంటర్ చాలా నెమ్మదిగా చేయాలండి ఇవి కూడా ఒక ట్వెల్వ్ కౌంట్ చేయాలి ఫస్ట్ నెక్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేశాం కదా నెక్స్ట్ మెల్లిగా షోల్డర్ ఎక్సర్సైజ్ అండి షోల్డర్స్ని మెల్లిగా శ్వాస పీల్చుకుంటూ పైకి శ్వాస వదులుతో కిందికి శ్వాస పీల్చుకుంటూ పైకి శ్వాస వదులుతో కిందికి శ్వాస పీల్చుకుంటూ పైకి ఇది టెన్ కౌంట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ రొటేషన్ చేయాలి వన్ టూ త్రీ మెల్లిగా ఓకే ఇది బ్యాక్ సైడ్ ఫైవ్ కౌంట్ మళ్ళీ బ్యాక్ నుంచి ఫ్రంట్ ఫైవ్ కౌంట్ చేయాల్సి ఉంటుంది మెల్లిగా ఇప్పుడు ఏం చేయాలి రెండు చేతులు ముందుకు చాపి ఎల్బోస్ని ఫోల్డ్ చేయాలి one two three four five ఈ విధంగా టెన్ కౌంట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు చేతులు రెండు ఇలా పెట్టుకొని రెస్ట్ బెండింగ్ చేయాలి one two three four five six seven eight nine and ten ఇప్పుడు రిస్ట్ రొటేషన్ చేయాలి one two three four five ten clockwise ten anticlockwise చేయాల్సి ఉంటుంది next one two three four five ten count చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి మెల్లిగా ట్రంక్ రీజన్ ట్రంక్ రీజన్లో మెల్లిగా రెండు చేతులు ఈ విధంగా పెట్టుకొని మెల్లిగా రైట్ సైడ్ బెండ్ చేయండి మెల్లిగా రైట్ లేకుంటే లెఫ్ట్ కూడా బెండ్ చేయొచ్చు మెల్లిగా శ్వాస పీల్చుకుంటూ సెంటర్ మెల్లిగా సైడ్ బెండ్ చేయండి శ్వాస పీల్చుకుంటూ సెంటర్ శ్వాస వదులుతూ సైడ్కి బెండ్ చేయాలి మెల్లిగా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది మెల్లిగా మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ సెంటర్ శ్వాస వదులుతూ రైట్ సైడ్ శ్వాస పీల్చుకుంటూ సెంటర్ శ్వాస వదులుతూ లెఫ్ట్ సైడ్ ఈ విధంగా ట్వెల్వ్ కౌంట్ ఫస్ట్ కూడా ట్వెల్వ్ కౌంట్ సెకండ్ ఇప్పుడు కూడా ట్వెల్వ్ కౌంట్ నా థర్డ్ ఎక్సర్సైజ్ బెండింగ్ అండి ఎవరితో ఎంత అయితే అంతే చేసుకోవాలి శ్వాస వదులుతూ డౌన్ శ్వాస పీల్చుకుంటూ ఆ శ్వాస వదులుతూ డౌన్ శ్వాస పీల్చుకుంటూ ఈ విధంగా so up to first neck exercise చేసాము తర్వాత హ్యాండ్స్ ఎక్సర్సైజ్ చేసాము తర్వాత ట్రంక్ ఎక్సర్సైజ్ చేసాము నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి మెల్లిగా లెగ్స్ ఎక్సర్సైజ్ రెండు కాళ్ళని ముందుకు చాపండి ముందుకు చాపి ఎస్ ముందుగా రెండు కాళ్ళని ముందుకు చాపి ఇది పైన మంచం మీద కూడా కూర్చొని విధంగా చేసుకోవచ్చండి మెల్లిగా టోస్ని బెండ్ చేయాలి one two three four five ఈ విధంగా ట్వంటీ టైమ్స్ చేయాలి మెల్లిగా మళ్ళీ యాంకిల్స్ని మెల్లిగా one two three four five six seven eight nine ten తర్వాత రొటేషన్ వన్ ట్యూ ఈ విధంగా clockwise ten times anticlockwise ten times చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ నీ క్యాప్ కాంట్రాక్షన్ మోకాలు చుప్పల్ని నెక్స్ట్ టై మజిల్స్ని పైకి లాగాలి one two three four five ఈ విధంగా టెన్ టైమ్స్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ కుడికాలని ఫోల్డ్ చేసుకొని రెండు చేతుల్లో థై కింద ఇంటర్లాక్ చేసుకొని శ్వాస పీల్చుకుంటూ పైకి శ్వాస వదులుతూ కిందికి శ్వాస పీల్చుకుంటూ స్ట్రైట్ చేయాలి శ్వాస వదులుతూ ఫోల్డ్ చేయాలి ఈ విధంగా టెన్ టైమ్స్ చేయాల్సి ఉంటుంది మెల్లిగా కాలు మార్చి శ్వాస పీల్చుకుంటూ స్ట్రెచ్ చేయాలి శ్వాస వదులుతూ ఫోల్డ్ చేయాలి శ్వాస పీల్చుకుంటూ స్ట్రెచ్ చేయాలి శ్వాస వదులుతూ ఫోల్డ్ చేయాలి ఈ విధంగా టెన్ టైమ్స్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ లాస్ట్ ఎక్సర్సైజ్ మెల్లిగా రెండు పాదాలని కలిపి వెన్నుముక తల నిటారుగా పెట్టుకొని మెల్లిగా కళ్ళు మూసుకొని ఇది గోడకు సపోర్ట్ చేసుకొని కూడా హ్యాపీగా చేసుకోవచ్చండి హాయిగా కాల్ని అప్ అండ్ డౌన్ మూమెంట్స్ చేసుకోవాలి ఓకే చూశారు కదా ఎంత చిన్న చిన్న ఎక్సర్సైజ్లో మీరు పూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చండి ఎందుకంటే ఫస్ట్ నెక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల నెక్లో ఫ్లెక్సిబిలిటీ రావడం జరుగుతుంది నెక్స్ట్ బ్లడ్ సర్క్యులేషన్స్ అనేటివి ఇంప్రూవ్ కావడం జరుగుతాయి ఎందుకంటే బాడీలో ఈ సర్క్యులేషన్ మొత్తం ఇక్కడ నుంచే అందుతుంది కాబట్టి ఫస్ట్ నెక్ ఎక్సర్సైజ్ చేసుకున్నాం కాబట్టి సో మీకు ఎప్పుడు నెక్ పెయిన్ కూడా రా వచ్చే అవకాశాలు కూడా ఉండవు next shoulder exercise hands exercise చేసాం కాబట్టి చేతిలో స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ కావడం జరుగుతుంది చేతిలో వాళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ కావడం జరుగుతుంది నెక్స్ట్ సైడ్ బెండింగ్ చేశాం కదా సో ఇంటర్నల్ ఆర్గన్స్కి బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా అందుతుంది నెక్స్ట్ సైడ్స్ బాగా స్ట్రెచ్ కావడం జరుగుతాయి నెక్స్ట్ జాయింట్స్ అనేటివి ఓపెన్ కావడం జరుగుతాయి అనమాట చాలామందికి జాయింట్ పెయిన్స్ ఉంటాయి జాయింట్ పెయిన్స్ కూడా ఇప్పుడు మనం లెగ్స్ ఎక్సర్సైజ్ చేశాం కదా ఆ లెగ్స్ ఎక్సర్సైజ్తో జాయింట్ పెయిన్స్ కాళ్ళకు చాలా వరకు ప్రాబ్లమ్స్ వచ్చేది కాళ్ళకే వస్తూ ఉంటాయి మోకాలు నొప్పులు మడమల నొప్పులు హిప్ జాయింట్లో పెయిన్స్ పెయిన్స్ లోయర్ బ్యాక్ పెయిన్లో పెయిన్స్ వస్తూ ఉంటాయి సో ఆ సిరీస్తో మీకు కాళ్ళకు సంబంధించిన సమస్యలన్నీ తగ్గిపోవడం జరుగుతుంది నెక్స్ట్ హ్యాండ్స్ ఎక్సర్సైజ్ చేసాం కదా వీటితో చేతికి సంబంధించిన సమస్యలన్నీ తగ్గిపోవడం జరుగుతుంది నెక్స్ట్ సైడ్ బైండింగ్ చేశాం కదా సో ఇంటర్నల్ ఆర్గాన్స్కి బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా అండి సో మేము ఈ ట్విస్టింగ్ చేసాం కదా ఈ ట్విస్టింగ్స్లో ప్యాంక్రియాస్ గ్లాండ్ అనేది యాక్టివేట్ అయ్యేసి ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్స్ అనేటివి కరెక్ట్గా రిలీజ్ కావడం వల్ల ఈ చాలామంది డయాబెటీస్ పేషెంట్స్కి డయాబెటీస్ అనేది కంట్రోల్ కావడం జరుగుతుంది సో మనం చూసారు కదా ఎక్సర్సైజ్ ఎలా చేస్తామో ఇప్పుడు ఒక చిన్న చిన్న ప్రాణాయామతో మనం ఈ సెషన్ని ముగిస్తాము వెన్నెముక తల నిటారుగా పెట్టుకొని ఫస్ట్ తమ్ ఫింగర్తో రైట్ నాస్ని క్లోజ్ చేసుకోండి ప్రాణాయామ నాడీ శోధన ప్రాణాయామ మెల్లిగా ఎడముక్కు నుంచి శ్వాస మెల్లిగా తీసుకోవాలి రింగ్ ఫింగర్తో లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయాలి రైట్ నాస్ట్రిల్ నుంచి బ్రీద్ అవుట్ చేయాలి మళ్ళీ రైట్ నుంచే బ్రీద్ ఇన్ చేయాలి థమ్ ఫింగర్తో రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీద్ అవుట్ చేయాలి ఇది ఒక రౌండ్ ఇంకోసారి ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ థమ్ ఫింగర్తో రైట్ నాస్టల్ని క్లోజ్ చేసుకోండి index finger middle finger fold చేసుకోండి ఫస్ట్ లెఫ్ట్ నుంచి మెల్లిగా శ్వాసను పీల్చుకోండి రింగ్ ఫింగర్తో లెఫ్ట్ నాస్టల్ క్లోజ్ చేసుకోండి రైట్ నాస్టల్ నుంచి బ్రీద్ అవుట్ చేయండి మళ్ళీ రైట్ నుంచే బ్రీద్ ఇన్ చేసి థమ్ ఫింగర్తో రైట్ నాస్టల్ క్లోజ్ చేయండి మెల్లిగా లెఫ్ట్ నాస్టల్ నుంచి బ్రీద్ అవుట్ ఈ విధంగా ట్వంటీ టు థర్టీ రౌండ్స్ చేసుకోవచ్చండి దీంట్లో ఎలాంటి కాంట్రా ఇండికేషన్స్ ఉండవు కాకపోతే ఎక్కువ జలుబు ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ చేసుకుంటే బెటరు దీని నుంచి నుంచి నాడీశోధన ప్రాణాయామం నుంచి బాడీలో ఉండే అన్ని ప్రాబ్లమ్స్ కంట్రోల్ కావడం జరుగుతాయండి డయాబెటీస్ ప్రాబ్లం కానీ హై బీపీ ప్రాబ్లం కానీ థైరాయిడ్ ప్రాబ్లం కానీ జాయింట్స్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ ఎందుకంటే నాడీ శోధన నాడీస్ అంటే ఎనర్జీ పైప్స్ అనమాట బాడీలో డెబ్బై రెండు వేల నాడీలు ఉంటాయండి సో నాడీ శోధన ఏమవుతుంది క్లీన్ అవుతుంది నాడీ శోధన ప్రాణాయామంలో చేయడం వల్ల బాడీలో ఉండే డెబ్బై రెండు వేల నాడీలు మొత్తం క్లీన్ కావడం జరుగుతాయి అనమాట క్లీన్ అయినప్పుడు బాడీలో బ్లడ్ సర్క్యులేషన్స్ అనేవి కరెక్ట్గా కావటం నెక్స్ట్ బ్లడ్లో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే చెమట రూపంలో మోషన్ రూపంలో యూరిన్ రూపంలో బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది చూశారు కదా సో మీరు ఈ చిన్న చిన్న సీక్వెన్సీలో చేసిన ఆసనాలు ప్రాణాయామాలతో మీరు అరవై సంవత్సరాల తర్వాత ఎంతైతే జీవితం ఉంటుందో ఆ జీవితం ఆయు ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మా మా దివ్య సంజీవిని కోరుకుంటుంది ధన్యవాదాలు